దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం ప్రాణవాయు ముద్ర కోసం తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో మనం ప్రాణవాయుముద్ర ప్రాణముద్ర ముందు తెలుసుకున్నాం ఆ ప్రాణముద్ర లాభాలు కూడా తెలుసుకున్నాం అదేవిధంగా వాయుముద్ర దాని లాభాలు కూడా తెలుసుకున్నాం ఇక్కడ ప్రాణవాయుముద్ర అంటే ఈ రెండు ముద్రల సమ్మేళనమే దీన్ని ప్రాణవాయుముద్ర ముద్ర అంటారు ఈ రెండు ముద్రల లాభాలు జరుగుతాయి కాకుండా అతిగా ఎక్కువగా పనిచేసే ముద్ర ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ప్రాణముద్ర ఎలా ఉంటుందండి బొటన వేలు ఉంగరం చిటికిన వేలు కలిపి ఉంచాలి ఇది ప్రాణముద్ర అంటారు రెండు చూపుడు మధ్య వెళ్ళి తెరిచి ఉంచుతాం ఈ విధంగా పెడితే ఇది దీన్ని ప్రాణముద్ర అన్నాం అదేవిధంగా వాయుముద్రకి చూపుడు వేళ్ళు మూసేసి బొటన వేలు దాని మీద ఉంచి మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంచి ఈ విధంగా పెడితే ఇది వాయుముద్ర ఈ రెండు ముద్ర సమ్మేళనమే ప్రాణ ముద్ర ఇది ఇది ముందు వాయుముద్ర వేయాలి ప్రాణముద్ర వేయాలి ఇక్కడ ఏ వేలు తిన్నగా ఉంటుంది మధ్య వేలు మధ్యవేళ తిన్నగా ఉంటుంది ఇది ప్రాణవాయు ముద్ర ఈ విధంగా కూర్చుంటే శరీరంలోని చాలా బాగా పెద్ద పేగులు చిన్న పేగుల మీద ఎంత మంచి రిజల్ట్స్ కనిపిస్తాయంటే దాని ఫలితాలు బంక విరోచనాలు విరోచనాలు తగ్గిస్తుంది విరోచనాలతో పాటు చీవు నెత్తులు తగ్గిస్తుంది చాలా వేరంగా తగ్గించేస్తుంది ముద్ర జిగట విరోచనాలు అంటారు కదా అటువంటి వాటిని తగ్గడానికి వాయు ముద్ర వేయాలి ముందు తర్వాత ప్రాణముద్ర దీనికే కంటిన్యూ ఉంటుంది మధ్యవేళ ఒకటే తెరిచి ఉంటుంది చూడండి ముందు నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది సైడ్ చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అరచేతులు పైకి ఉంటాయి ఈ చేతుల వెనక భాగం అంటే అరచేయి వెనక భాగాన్ని ఏమంటాం మండభాగం మండభాగం మోకాళ్ళ దగ్గర టచ్ చేసి ఉంటాయి చూపుడు ఈ మధ్యవేళ కొంచెం పైకి ఉంటుంది ఈ విధంగా ఉండాలి నడుము తల తిన్నగా పెట్టి కూర్చోవాలి దే బంక విరోచనాలు అంటే జగట విరోచనాలు కానీ చీము విరోచన మోషణకి వెళ్ళినప్పుడు చీము వస్తుంది నెత్తురు వస్తుంది ఇటువంటివన్నీ చాలా వేరంగా ఇరవై నిమిషాల నుంచి నలభై నిమిషాల లోపల తగ్గించేస్తుంది అయితే దీనికి సాధన అట్లీస్ట్ తగ్గిపోయి కూడా ఒక రెండు మూడు రోజులు చేస్తే చాలు మొదటి సిట్టింగ్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే దీన్ని మంచి చాలా ఫలితాలు కనిపిస్తాయి ఇది ప్రాణవాయు